కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది నాతో కలిసి బతకాలన్న ఆలోచన నీలో లేదు కొందరికి మందు తాగటం సరదా మరికొందరికి అది వ్యసనం బట్ మీ బాబుకి అది అవసరం authorised drinker certificate what is మూడు పూట్ల మూడు నైన్టీ ఎంఎల్ తాగాలి బాసు ఏ జన్మలో ఏ యాగం చేశారో రాజావారు ఈ జన్మలో ఈ యోగంతో పుట్టారు అమ్మాయి పేరు సువాసన ఏ వాసన సువాసన అండి ఏ వాసన చాలు చాలు చాలు చాలునే విలేజ్ కి పోచంపల్లి ఆ ఊర్లో ఎవరు మందు తాగరు అసలు ఆ ఊరు చుట్టుపక్కల ఎక్కడ వైన్ షాప్స్ ఉండవు మొన్న వాళ్ళకి noble family with global thoughts పెద్ద అవార్డు వచ్చింది యాంటీ ఆల్కహాలిక్ ఫ్యామిలీ అది ఆ ఇంట్లో నా ఫంక్షన్ లో ఎవరో మందు బాటిల్ ఓపెన్ చేశారు కమాన్ అమృతాంజన్తో అడ్డుబోట్లేంటి క్రోసన్తో నిలువబోట్లేంటి మత్తయి సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యం ప్రకారం నేను అహింసావాదిని ఇలా తొడగొట్టాడు కదా బుజ్జా తొడను అంకల్ ఇది పుట్టినప్పుడు పాల కోసం ఏడిచింది ఇప్పుడు నీ కోసం ఏడుస్తుంది ఒక తాగుబోతు కోసం ఏడుతుంది రోజు మందు తాగుపోతే చచ్చిపోతావా అవును చచ్చిపోతాను వెళ్ళిపోతుండే కన్నులు వదలి కల వెళుతుండే గుండెను వదలి లయ వెలుతుందే గుడినే వదలి దేవత వెలుతోందే నా మందు తాగి నన్నే కొడతాడా వదల్లో నీకే తాగేసిన పోతు మొగడా దేవదాస్ పార్వతీ నగర్ Let's go.